So today we will discuss and also understand one of the most important module of your group's examination. ఏ మాడ్యూల్ ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది any idea you have paper three okay paper three is dealing with what Paper three దేని గురించి మాట్లాడుతుంది it is discussing about three major components Indian economy Telangana economy and also developmental issues okay so ఈ మూడు కూడా కలుపుకొని it is carrying for how many marks 150 marks. Okay. So totally group 2 exam, economy uh, uh, paper is how far? how many marks? But then group 2 any mark? 600 marks. Okay. Only economy carries how many marks? 150 marks. Is it a good weightage or not? Absolutely it is a higher weightage or the highest weightage in your upcoming examinations. Okay. <clears throat> so any idea you have got? Is an idea on the economy? ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి లేదంటే దీంట్లో ఏమేమి చదవాలో ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా what are the components of this particular module okay how many of you're listening the term economy for the first time ఎంతమంది ఫస్ట్ టైం వింటున్నారు ఇక్కడ economy economics first time okay good so మీరందరూ కూడా ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నూట యాభై మార్కుల పేపర్ అంటే it's a highest weightage Telangana ఉద్యమ చరిత్ర అంటే తెలంగాణ మూమెంట్తో సరి సమానంగా ఉన్నటువంటి పేపర్ ఇది not just in Telangana APSC <clears throat> group టూలో కూడా the highest weightage will be carried out by economy subject itself okay ఒకే ఒక తేడా అక్కడ ఏముంటుందంటే they will not be having Telangana economy they will be having what Andhra Pradesh economy as a whole okay so ఇప్పుడు ఈ కాంపనెంట్స్ని ఎకనామీ అనేటువంటి కాంపనెంట్ని మనము ఎలా చదవబోతున్నామో అది మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఒక బ్లూ ప్రింట్ అంటే syllabus outline mana approach ela undabothundo how we are going to proceed for the subject economy everything let us understand in detail are you all ready are you all active yes or no this is the first class of the day <clears throat> ఇది ఈరోజు ఫస్ట్ క్లాసా కదా ఇంతకుముందు ఏమైనా క్లాస్ అయిందా పొద్దున్న ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి you did not come no you are coming for the first time today Yes, are no so be very, very active in the class. Okay. So what is economy first of all? You have two different words. One is called economy and the other is called economics. Winner Eprana? There are two different words. <clears throat> economy and economics. What is the difference? <clears throat> ఆర్థిక శాస్త్రం ఆర్థిక వ్యవస్థ ఓకే ఆర్థిక శాస్త్రం అంటాం ఆర్థిక వ్యవస్థ అని చెప్పి చెప్తాం ఏం తేడా అయింది రెండింటికి రెండు ఒకటేనా రెండు వేరు వేరా see this should be more of you speak and I speak అర్థమైందంటే ఇంటరాక్టివ్ ఎక్కువ ఉండాలి because unless and until you talk you interact, you correlate with the faculty మీకు ఈ జనరల్ స్టడీస్ మీద గ్రిప్ అనేది రాదు అర్థమవుతుందా రెండు టర్మ్స్ వినే ఉంటారు ఎకనామీ అని వినే ఉంటారు ఎకనామిక్స్ అని వినే ఉంటారు ఏం తేడా అయింది రెండింటి మధ్యలో ఓకే hmm, ఇంకా scientific and practical very good ఇంకా చెప్పాలా last economy is the okay okay చూడండి whenever we speak about economics economics is a subject which deals with an approach. Approach ఎలా ఉంటుందంటే to chase the unlimited demand with the limited resources available. అర్థం కాలే వినాలి ఏం చెప్పినా నేను to chase the unlimited demand with the limited resources available ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్లో ఒక ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఓకే నా దగ్గర ఒక పది చాక్లెట్లు ఉన్నాయి ఓకేనా ఇరవై మందికి నేను పంచాలి ఎట్లా పంచుతా హౌ విల్ ఐ షేర్ ఒక్కొక్క చాక్లెట్ని వన్ బై టూ హాఫ్ చేసి I can share it with all the students yes all no సిమిలర్గా ఇరవై కాస్త ముప్పై అయ్యారు అనుకోండి suppose this twenty is becoming thirty clear ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ చాక్లెట్స్ని I will divide according to the need and necessity ఇది ఫార్టీ అయినా కూడా I will divide according to the need and necessity yes no ఇక్కడ ఈ డిమాండ్ అంటే demand is increasing but the resources are limited what I'm trying to do to chase the unlimited demand demand is huge కానీ నా దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ వనరులతో అతి తక్కువ రిసోర్సెస్తో ఎంత డిమాండ్ పెరిగినా కూడా ఆ డిమాండ్ని చేస్ చేయగలిగే ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఎకనామిక్స్ క్లియర్ ఆఫ్ యూ అంటే ఎకనామిక్స్ డిఫైన్ చేయాలంటే ఏముండాలి మార్కెట్లో దీని ఏమంటాం మనం డిమాండ్ ఉంది డిమాండ్తో పాటు దీని ఏమంటాం దెర్ ఇస్ వాట్ సిటీ ఏమంటామా దాన్ని city clear all of you whenever there is an existence of scarcity in the market to chase the unlimited demand with the limited resources available is known or is called as economics కానీ ఒకటే ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా whenever I deal with the idea of economics economics అంటే it is the scientific approach what I said it is the scientific approach while when we speak about economy it is practical approach ఏమన్నా దాన్ని it is a practical approach మీ సిలబస్లో ఎకనామిక్స్ ఉన్నదా ఎకానమీ ఉన్నదా what is prescribed are there in your syllabus economics or economy హా వై ఫర్ ఎగ్జాంపుల్ వినాలందరూ you will be seeing a lady every now and then call Nirmala Sitharaman విన్నర్ ఎప్పుడన్నా విన్నారా మొన్న తెలంగాణకు వచ్చింది ఎస్ ఆర్ నో వచ్చి ఏం చేసింది ఏం చెప్పింది వచ్చి రేషన్ షాప్ల మీద నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు లేదని అడిగింది క్లియర్ ఆల్ ఆఫ్ యూ దానికి మనమేం సమా మనం అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది ఆ బియ్యం ఇచ్చేది మేమే కాబట్టి కేసీఆర్ ఫోటోనే ఉంటుంది మోదీ ఫోటో ఉండదని చెప్పింది ఎస్ ఆర్ నో వినాల కానీ అది కాదు మన డిస్కషన్ నిర్మలా సీతారామన్ ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అనే ఒక డాక్యుమెంట్ని ప్రవేశపెడుతుంది విన్నారు ఎప్పుడన్నా బడ్జెట్ అని ఎకనామిక్ సర్వే అని పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంటే economic growth rate of India దాన్ని ఒక నెంబర్లో ప్రిస్క్రైబ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పర్సెంట్ అని ఎయిట్ పర్సెంట్ అని నైన్ పర్సెంట్ అని ఈ రకంగా ప్రిస్క్రైబ్ చేస్తూ what Nirmala Sitharaman will announces India is the fastest growing economy in the world అని చెప్తుంది విన్నర్ ఎప్పుడన్నా you'll be listening to this words and ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ ఈ మాట చెప్తుందో వెనకాల ఉన్న పార్లమెంటేరియన్స్ అందరూ కూడా ఇట్లా కొడుతూ అప్లాజ్ చేయడం జరుగుతుంది కానీ ప్రాక్టికల్గా మనం గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా are we really witnessing growth in the real sense absolutely not రియల్గా మనకేం కనిపిస్తుంది ప్రాక్టికల్గా మనకేం కనిపిస్తుంది పేదరికం పెరుగుతుందా తగ్గుతుందా ఇండియాలో poverty in India is increasing or decreasing increasing unemployment in India is increasing or decreasing inflation in India is increasing or decreasing clear price stability అనేది ఉన్నదా లేదు సో ప్రాక్టికల్గా మనం ఏదైతే నిత్య జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో that is what we call it as economy కానీ ఇక్కడ గ్రోత్ రేట్ అని స్టాటిస్టిక్స్ ఇంకేదైనా కూడా చెప్తే that is a statistical approach that is not a practical approach clear all of what what is the use if India is growing at nine percentage but the poverty is still not reducing ఎప్పుడు మనకు రియల్ గ్రోత్ అన్నది వస్తుంది when the growth reaches the common man yes or no there is a, మనం మాట్లాడతాం ఇన్ ఫర్దర్ డిస్కషన్స్లో whenever the growth whatever we predict or presume or assume is reaching the common man then it is call the real growth కానీ ఇంకా ప్రాక్టికల్గా మనం మాట్లాడాలంటే ప్రాక్టికల్ ఎకనామీలో మనకి ఏ సమస్యలు ఉంటాయి పేదరికం అన్నది ఒక సమస్య నిరుద్యోగం అన్నది ఒక సమస్య క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఇలాంటి సమస్యలు సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ ఇంకా ఇండియాలో ఉన్నాయి క్యాస్ట్ ఇష్యూ క్యాస్ట్ ఇష్యూస్ ఇంకా ఇండియాలో ఉన్నాయి రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ ఇంకా ఇండియాలో ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా మాట్లాడతాం కాబట్టి అది మాత్రమే మన సిలబస్లో పొందుపరచడం జరిగింది whatever is there in our syllabus is economy not economics economics is what it is a scientific approach economy is what it is a practical approach what is the definition of economics to chase the unlimited demand with the limited resources available with the limited resources used is known as economics. Okay. Different different scientists, different different economists in fact, different different definitions అన్నది ఇవ్వడం జరిగింది అవన్నీ మనం మాట్లాడదాం ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎకనామీని ఒకరు వెల్ఫేర్ అన్నారు క్లియర్ ఎకనామీ అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్ అంటే అందరి యొక్క సంక్షేమం అందరి యొక్క బాగు కోసం పోరాడేటటువంటి ఒక సబ్జెక్టే ఎకనామీ అని ఒక ఆర్థికవేత్త అంటాడు ఇంకొక ఆర్థికవేత్త ఏమంటాడంటే economy is nothing but growth and development ఏమంటాడు economy is nothing but growth and development clear ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి మరియు దాన్ని ఎకనామీ అనే ఒక ఆర్థికవేత్త అంటాడు ఇంకొక ఆర్థికవేత్త ఏమంటాడంటే economy is nothing but dealing with the scarcity in the system ఏమంటాడు స్కార్సిటీ ఇన్ ద సిస్టమ్ అంటే నేను ఇక్కడ చెప్పినా కదా స్కార్సిటీ అని నేనేం చెప్పినానో ఆ ఎకనామిస్ట్ కూడా అదే చెప్పినాడు క్లియర్ ఆయన ఏం చెప్పినా నేను అదే చెప్పిన this is fine okay very good so ఇది అర్థమవుతుంది అందరికీ so different different definitions will come as the time proceeds will discuss each and every definition in detail in the basics okay ఇప్పుడు మనము మన అప్రోచ్ ఏంటి ఈ క్లాసెస్ తర్వాత మనం ఎకనామిస్ట్ అవ్వాలా గ్రూప్ టూ ఆఫీసర్ కావాలా what is our idea you want to become an economist finance minister finance adviser to the government of Telangana Telangana ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడు కావాలా మీరు కాదు జస్ట్ మీకు మీ ముందున్నటువంటి టాస్క్ ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ క్లియర్ కావడానికి ఎంతైతే సబ్జెక్ట్ కావాలో అది నేర్చుకుంటే సరిపోతుంది ఎస్ ఆర్ నో ఓకే అది ఎలా చూద్దామో అంటే మన అప్రోచ్ ఎలా ఉండబోతుందో లెటస్ డిస్కస్ సో నేను మీకు ఇక్కడ ఇచ్చేటటువంటి అప్రోచ్తో almost each and every component అన్నది కవర్ అయిపోతుంది okay so first of all we will begin the idea with basics and definitions ఏం చూద్దాం first of all basics and definitions ఎందుకు అని అంటే you all might be somebody might be already studied some books కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పర్టైజ్ నుండి ఇక్కడ కూర్చొని ఉంటారు కొంతమంది ఫ్రెషర్గా కూర్చొని ఉంటారు but for me you are all zero clear all of you I'll teach you from A B C D of economics అర్థమవుతుంది అందరికీ ఏబిసిడి అంటే నిజంగా ఏబిసిడి నేర్పియా మీడ నేర్పిస్తారు ఎవరన్నా నేర్పియారు కాకపోతే ఏబిసిడి ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్కి మీరు అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్పుట్ ప్రతి ఒక్క ఇన్సైట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను okay next most important highest area highest domination ఉన్నటువంటి ఏరియా మనం డిస్కషన్ చేద్దాము నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఈ నేషనల్ ఇన్కమ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఆ టాపిక్ మీకు అర్థమైపోయిందంటే ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ఎకనామిక్స్ మీకు అర్థమవుతుంది అక్కడ కనుక మీరు స్టక్ అయ్యారంటే మొత్తం ఎకనామిక్స్లో కూడా మీరు స్టక్ అవుతారు clear all of you so it is acting like a grass root or a foundation for all other that we are going to cover up with that. ఇంకొకటి మనం చూడాల్సినటువంటి కాంపనెంట్ ఏంటంటే something very important call economic growth and economic development అది అయిన తర్వాత ఏం మాట్లాడదాం మనం economic growth and economic development ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి క్లియర్ నేషనల్ ఇన్కమ్ అయినాక ఏం మాట్లాడదాం economic growth and economic development clear all of you what is growth and what is development any idea ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి ఏమైనా తేడా ఉందా రెండు ఒక్కటేనా చెప్పాలి పేరేం పేరు చరణ్ चलम चप चलम हाँ यस ओके ओके हाँ tell me in layman terms forget about economic growth economic development Development I'm just asking what is growth what is development హా Growth is in numbers, like what Nirmala Sitharaman says. Okay Development is related to real scenarios. Very good సింపుల్గా మనం చెప్పాలంటే growth is just quantitative in nature development is both quantitative and qualitative అర్థమైందా అది చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ ఇంతకుముందు నేను కోట్ చేసినట్టు ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ అని చెప్తా ఉంది కానీ అన్ని రంగాల్లో మనం వృద్ధి సాధిస్తున్నామా లేదు అన్ని రంగాల్లో కూడా మనం వృద్ధి సాధించినట్లయితే that is call development as simple as that what is national income జాతీయ ఆదాయం అంటే ఏంది జాతి యొక్క ఆదాయం hmm? ఏ జాతి which countries income I'm speaking about India what do you mean by India's where is India working India ఎక్కడ పనిచేస్తుంది ఇన్ఫోసిసా టీసీఎస్ఆ ఎక్కడ పనిచేస్తుంది ఇండియాస్ ఇన్కమ్ అంటే don't you think all of our income దేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదాయమే జాతీయ ఆదాయం కానీ అంత సింపుల్ కాదు trade is not so simple as we look at it like this దాంట్లో జీడిపి కాంపనెంట్స్ మనం మాట్లాడతాం NDP GNP NNP GVA gross value added ఇలాంటి కాంపనెంట్స్ అన్నీ కూడా దీంట్లో మనకు కవర్ అవుతాయి ఏమేం చెప్పినా నేను GDP clear NDP GNP clear NNP clear GVA gross value added GDP deflator ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా it will be associated in the topic all national income clear all of you and అదే మాట్లాడేటప్పుడే we will also be taking into consideration ఇక్కడే మనం ఇంకొక పాయింట్ ఏం మాట్లాడతామంటే national income accounting very very very very important topic clear national income accounting అసలు ఒక జాతీయ ఆదాయాన్ని ఏ రకంగా మనం కొలుస్తాం దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి ఇన్కమ్ మెథడ్ అని ఎక్స్పెండిచర్ మెథడ్ అని clear at the same time product method and JPC. there are three different types of methods. MA methods income method, expenditure method, and also production method. There are three different types of methods that we use in order to calculate our national income. Clear? For example, if I say there is a person who is earning an income. Okay. Okay, Vekti Yoka Adayam ఉదాహరణకు ఒక యాభై వేల రూపాయలు ఉందనుకోండి suppose let us assume that is income of an individual he may be earning by any of the source how do earn income clear it may be by working it may be through business it may be through rental rental ఎస్ఆర్ఓ ప్రాపర్టీ ఉంటే రెంటల్ వస్తాయి ఈ రకంగా వేరే వేరే మోటివ్స్ ద్వారా వేరే వేరే ఆబ్జెక్టివ్స్ ద్వారా he'll be earning some income okay ఈ వ్యక్తి ఒక నెల ఎంత ఖర్చు పెట్టగలుగుతారు చెప్పాలా how much he can spend in a month fifty thousand yes or no ఆ వ్యక్తి ఒక వ్యాపారం పెడితే ఆ వ్యాపారంలో పెట్టుబడి ఎంత పెట్టగలుగుతాడు fifty thousand yes or no whatever is the method but the output remains the same yes or no national ఇన్కంలో కూడా మనం ఇన్కమ్ మెథడ్ చూసినా ఎక్స్పెండిచర్ మెథడ్ చూసినా ప్రొడక్షన్ మెథడ్ చూసినా కూడా the output will be the same అది మనం క్యాలిక్యులేట్ చేద్దాం clear whenever we enter into the national income టాపిక్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం about all these areas clear all of you కానీ ఇక్కడనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే national income is the core or the most important area to be covered as a part of economy clear all of you ఆ నేషనల్ ఇన్కమ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చెప్పిన నేను గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం మాట్లాడతాం will be discussing about different factors of economic growth different factors of economic development clear all of you ఆ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ మళ్ళీ మనకు ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయి ఒక దేశం గ్రోత్ అవుతుంది అని అంటే ఎలా మనం చెప్పగలుగుతాం గ్రో అవుతుందని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఇండియా యాట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి yes or no India at seventy five అంటే దాని అర్థం ఏంది India is observing seventy five years of independence okay మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఒక్కసారి కంపారిజన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉన్నటువంటి సెక్స్ రేషియో ఈరోజు సెక్స్ రేషియో సేమా గ్రో అవుతున్నామా లేదా we're growing clear nineteen hundred and forty సెవెన్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అవుట్పుట్ ఈ రోజు ఉన్నటువంటి అగ్రికల్చర్ అవుట్పుట్ సేమా no we're growing nineteen forty సెవెన్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉత్పత్తి అది పెరుగుతుందా తగ్గుతుందా we're definitely growing at the same time nineteen forty సెవెన్లో ఉన్నటువంటి సర్వీసెస్ సెక్టర్ ఈ ఉన్నటువంటి సర్వీసెస్ సెక్టర్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి they are definitely growing services sector అంటే దీంట్లో ఏమొస్తుంది ఐటీ బ్యాంకింగ్ టూరిజం ఏమొస్తాయి దీంట్లో ఐటీ బ్యాంకింగ్ టూరిజం ఓకే ఇవి కూడా they are growing at the same time nineteen forty సెవెన్లో women participation two thousand twenty టూలో ఉమెన్ పార్టిసిపేషన్ సేమ్ ఉందా పెరిగిందా అంటే ఉమెన్ ఎంపవర్ అవుతుందా అవుతలేదా they are definitely getting empowered nineteen forty సెవెన్తో పోల్చుకుంటే ఈరోజు క్యాస్టిజం పెరిగిందా తగ్గిందా పెరి తగ్గింది తగ్గిందని అంటే definitely it is boosting our economy all together nineteen hundred and forty సెవెన్లో పోల్చుకుంటే మన అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటాం లైక్ పౌల్ట్రీ కానీ డైరీ కానీ ఇటువంటి రంగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయా లేదా డెఫినెట్లీ దే ఆర్ గ్రోయింగ్ ఈ దీంట్లో కూడా మనం గ్రో చేస్తున్నాం అంటే దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ అన్ని ఫ్యాక్టర్స్లో ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎంత వేగంగా అయితే మన రైళ్లు పరిగెత్తుతున్నాయో అంతే వేగంగా ఈరోజు కూడా పరిగెత్తున్నాయా నో ద స్పీడ్ ఇంక్రీజ్ అయిందా తగ్గిందా క్లియర్ ప్యాసింజర్ కెపాసిటీ పెంచుకున్నామా తగ్గించుకున్నామా ఎయిర్వేస్ పెరిగినాయా తగ్గినాయా roadways increased or decreased waterways increased or decrease ట్రాన్స్పోర్టేషన్లో we're seen the growth Uh, uh, agriculture lo we have seen the growth manufacturing lo we have seen the growth women empowerment lo manam growth annadi the observation. so alanti factors anni kuda manam consider clear all of you and we will denote or we will connote what is economic growth and what is the meaning of economic development our economic fact growth and development factors choose it up we will also be understanding the measures of economic growth and development ఏం చెప్పిన నేను measures of economic growth and development అంటే ఒక దేశం నిజంగా డెవలప్ అవుతుందా అవ్వట్లేదా అంటే మనము ఇండియాలో వీ కెన్ కంపేర్ మన నీతి ఆయోగ్ ఉంది మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంది వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల యొక్క సూచి అన్ని రాష్ట్రాల యొక్క నివేదిక తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఈ రాష్ట్రం గ్రో అవుతుంది ఈ రాష్ట్రం తగ్గుతుంది తమిళనాడు పెరుగుతుంది కేరళ తగ్గింది ఈ రకంగా they will be definitely giving the assessment కానీ భారతదేశం యాజ్ అ హోల్ డెవలప్ అవుతుందా అవ్వట్లేదా అది మనం కంపారిజన్ చేయాలా చేయొద్దా yes or no we should definitely compare ఎవరితో కంపేర్ చేయాలా పాకిస్తాన్తోనో బంగ్లాదేశ్తోనో with whom we should compare ourselves clear we should definitely cover definitely compare our compare with the countries which are already developed clear all of you India ఈ రోజు కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉంది అసలు డెవలపింగ్ కంట్రీ ఎలా అంటున్నాం అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్రికా దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందని దేశాలు అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏ కాంపనెంట్ ఏ ఆధారం ప్రకారంగా మనం అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం అమెరికాని ఈ రోజుకి కూడా అది జో బైడెన్ వచ్చినా లేదంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నా ఇంకెవరున్నా కూడా America is treated or call to be the developed country on what parameter we're calling it as the developed country అవన్నీ కూడా మనం మాట్లాడతాం అవన్నీ కూడా మీకు తెలియాలంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తెలియాలా దట్ ఈస్ కాల్ హెచ్డిఐ ఏమంట దాన్ని HDI human development index clear all of you human development index గురించి చాలా చాలా డీటెయిల్గా మనం మాట్లాడతాము ఈ హెచ్డిఐ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి మెహబూబ్ ఉల్ హక్ ఇచ్చినారు ఈ కాన్సెప్ట్ని Mahbub ul Haq at the same time Mahbub ul హక్తో పాటు ఇదే హెచ్డిఐ అయినటువంటి ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి అమర్త్య కుమార్ సేన్ ఎవరు Amartya Kumar Sen Amartya Kumar Sen is a Indian economist Mahbub ul Haq is a Pakistani economist clear all of you ఈ వీళ్ళిద్దరు ఆర్థికవేత్తలు కూడా కలిసి హెచ్డిఐ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది దాని ద్వారా what is the motive is that they will be measuring the development of the country అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతుందా చెంద చెందబోతుందా చెందలేదా ఈ రకంగా they will be assessing the performance of the countries very recently HDI report అన్నది ఇవ్వడం జరిగింది అండ్ ఇండియా ర్యాంక్ ఎంత is the rank of India in recent HDI report one thirty two is it performing well or worst rank పెరిగిందా తగ్గిందా rank increased or decreased is it a good indicator or a bad indicator clear ఇంతకుముందు ఎంత ఉండే వన్ థర్టీ వన్ ఇప్పుడు ఎంత అయింది one thirty two is it good or bad if it uh, ఎలా బ్యాడ్ అంటున్నారు how you're saying it is bad ఈ అచీవర్స్ క్లాస్ రూమ్లో టెస్ట్ పెట్టినా టెస్ట్లో పేరేం పేరు సాయి కుమార్కి ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది అందరూ వాళ్ళ సాయి కుమార్ వాళ్ళ ఏరియాలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సాయి కుమార్ గారు ట్వంటీ ఎయిత్ ర్యాంక్ అని చెప్పి కానీ మొత్తం క్లాస్ స్ట్రెంత్ ట్వంటీ ఇప్పుడు సాయి కుమార్ ర్యాంక్ గుడా బ్యాడా అదే ఒక లక్ష మందిలో సాయి కుమార్కి ట్వంటీ ర్యాంక్ వచ్చింది is it good or bad absolutely it is the good rank అంటే మనకు అసెస్మెంట్ అనేది వన్ థర్టీ టూ ర్యాంక్ అనేది ఎన్ని దేశాల్లో పోలిస్తే వచ్చింది అది తెలుసుకోవాలి కదా first of all clear all of you ఎన్ని దేశాలు ఉంటాయి హెచ్డిఐ ర్యాంకింగ్లో చూద్దాం పోదాం అటు పోతాం కదా will discuss each and everything there okay so HDI దాంట్లోనే మనకు అర్థమవుతుంది ఒక దేశాన్ని how we call it as a developed country underdeveloped country and a developing country all together clear all of you first topic ఏంది నేషనల్ ఇన్కమ్ సెకండ్ ఏంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసిన తర్వాతనే we will be discussing another important area that is known as poverty and unemployment ఏమన్నా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉన్నది పేదరికం మరియు నిరుద్యోగం కానీ మనం బుక్లో రాసేటప్పుడు ఫిగర్స్ డేటా ఇక్కడ కొంత డేటా నేను మీకు ఇస్తాను ఆ డేటా ఆధారంగా చూసుకుంటే అసలు పేదరికం ఇండియాలో లేదన్నట్టు అనిపిస్తుంది కానీ that is what actually been assessed or given as a report by our countries expert committees కొన్ని కమిటీస్ ఇక్కడ మనం మాట్లాడతాం like Suresh Tendulkar committee Hashim committee Rangarajan committee Niti Aayog task force ఈ రకంగా different different areas different different committees ఇచ్చినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడాలి దాని మీదనే మీకు ఎగ్జామ్లో బిట్స్ అన్నవి అడగడం జరుగుతుంది so at the same time will be discussing unemployment also simultaneously unemployment అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో కనిపిస్తాయి like seasonal unemployment disguised unemployment frictional unemployment cyclic unemployment ఈ రకంగా different types of unemployment is seen visible in our country దాని యొక్క డెఫినేషన్స్ మీద తెలంగాణ గ్రూప్ టూలో టూ థౌజండ్ సిక్స్టీన్లో you have been asked four different questions types మీదనే నాలుగు బిట్లు మీ ఎగ్జామ్లో రావడం జరిగింది కాబట్టి definitely that is another important area ఇక్కడ మనము పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో will discuss lots of facts and figures ఎక్కువ మనము అంటే ఎకనామిక్స్ అంటే అందరూ ఏమనుకుంటారు it is a subject dealing with the facts yes మీరందరూ అట్లాంటి అపోహలో ఉన్నారా లేదా ఎస్ ఎస్ కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే కొన్ని చాప్టర్స్కి మాత్రమే మనం ఎక్కువగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడతాము otherwise facts and figures are not at all necessary for few chapters clear all of you కొన్ని చాప్టర్స్లో they are very important like poverty అన్ఎంప్లాయ్మెంట్లో they are very important national income current statistics are very important ఎవరు కూడా మిమ్మల్ని నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో దేశ జాతీయ ఆదాయం ఎంత అని అడుగుతారా nobody will be asking you కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేషనల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతారా అడగరా definitely they will be asking you comparison కూడా అడుగుతారు లాస్ట్ త్రీ ఇయర్స్లో కోవిడ్ పాండమిక్ టైం నుంచి ఇప్పటికే మన నేషనల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా our growth rate of increase or decrease అట్లాంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చాలా లిమిటెడ్గా మనం పెట్టుకుందాం ఎక్కువ అసెస్మెంట్ మనం చేసేటటువంటి ప్రయత్నం మనం క్లాసెస్లో చేద్దాం ఓకే ఇక్కడనే we will be discussing different types of committees poverty and అన్ఎంప్లాయ్మెంట్లో we will be discussing various committees that are seen associated with the topic clear all of you అది అయిన తర్వాతనే another important area or another important component we should actually discuss that is called <coughs> planning in economy planning in economy bharat deshamlo panchavarsha pranalikalu ippudu levu kada unnaya do we have five year plans right now no we have removed the five year plans and we have come across with the concept of NITI Aayog what is five year plan what is the meaning of five year plan what do mean by Goa plan మీ ఫ్రెండ్స్ అందరు గోవా ప్లాన్ చేసుకుంటారు అంటే ఏంది what you will do as a part of Goa plan You'll do some prior research about Goa Yes or research చేసి ఎప్పుడు పోవాలో మీరు డిసైడ్ అవుతారు దానికి తగ్గట్టు you'll be going for budgeting you'll be going for ticketing clear you'll be going for boarding and lodging yes or no ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటారా చేసుకోరా గోవా పోయేటప్పుడు ఎస్ఆర్ నో మళ్ళీ రిటర్న్ కూడా ప్లాన్ చేయాలి గోవా పోయే ఆడనే ఉండరు కదా గోవా గ్రూప్ టూ రాయం మనం తెలంగాణ గ్రూప్ టూ రాయాలి again we should come back after visiting Goa okay సిమిలర్గా మీరు ఒక చిన్న ఒక ఐదు మంది ఒక పది మంది లేదంటే గోవా పోవడానికే ఒక నెల రోజులు రెండు నెలల ముందు నుంచి వీళ్ళు ప్లాన్ ఎవ్రీథింగ్ ఓకే అలాంటిది ఒక దేశాన్ని నడపాలంటే మనకంటూ ఒక ప్లాన్ ఉండాలో ఉండొద్దా సార్నో సో అందుకొరకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ రష్యా నుండి ఆదర్శంగా తీసుకొని he have inspired from the country call Russia and have decided to implement or have the idea of five year plans in our country అంటే మనము ఈరోజు రేపటి గురించి ఆలోచించము కానీ ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల గురించి ఆలోచిస్తాం in the coming five years how India is going to be what are the priority areas to be getting that that needs to be getting progressed అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో మనం మూడు రంగాలు ఉంటాయి ఎకనామిక్స్లో there are three different sectors what are the three sectors agriculture manufacturing and services ఏమేమి చెప్పినా నేను అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ దాన్ని ఏమంటాం primary sector secondary sector and tertiary sector ఏమంటామా primary secondary and tertiary sector అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో మనం వ్యవసాయానికి ఎంత ఇస్తాం పరిశ్రమలకు ఎంత ఇస్తాం clear what is the allocation what what is our priority to agriculture what is our priority to manufacturing what is our priority to services each and every component చాలా డీటెయిల్డ్గా అసెస్ చేసి దానికంటూ ఒక కేటగరైజేషన్ చేయడానికి we have set up a body call planning commission ఏం చెప్పిన నేను planning commission and motive of planning commission అంటే motive of planning commission is to have in India idea of five year plans five year plans ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ మీకు అర్థమైతే ఇండియన్ ఎకనామీ ఓవరాల్గా ఎలా ఉండిందో మీకు అర్థమవుతుంది అంటే you will be discussing few important areas year like first five year plan to twelfth five year plan ఎన్ని ఫైవ్ ఇయర్ ప్లాన్స్ వచ్చినవి ఇప్పటివరకు there are totally how many five year plans so far twelve five year plans so far are been completed and ఈ twelfth five year plan time period first five year plan ఎప్పటి నుంచి ఎప్పటి వరకు nineteen fifty one to fifty six latest five year plan ఎప్పటి నుంచి ఎప్పటి వరకు two thousand twelve to two thousand seventeen ఈ two thousand twelve to two thousand seventeen last five year plan that is twelfth five year plan ఉన్నటువంటి కాలంలోనే with in this period in the year two thousand fifteen we have replaced the planning commission with a new body call NITI Aayog what is the name of the body NITI Aayog what ఈస్ నీతి national institute of transforming India లేదా ఫార్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఈ నీతి ఆయోగ్ ఏం పనిచేస్తుంది నీతి ఇది ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇచ్చేటప్పుడు నీతి ఆయోగ్ ఎన్ని సంవత్సరాల ప్రణాళిక ఇస్తుంది It is not called Pranalika, it is not called planning, rather it is called developmental agenda. Emantama? Developmental agenda. What is the developmental agenda? 15 years vision document. Think tank అంటాము నాలెడ్జ్ ట్యాంక్ అంటాము టీమ్ ఇండియా హబ్ అంటాము ఈ నీతి ఆయోగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సోషో ఎకనామిక్ పారామీటర్స్ని వాళ్ళు చూస్తారు Niti Aayog will be calculating poverty Niti Aayog యొక్క స్పెషాలిటీ ఏంటిదనంటే planning commission was headed by prime minister Niti Aayog is also headed by prime minister ఇద్దరికీ కూడా రెండు బాడీలకు కూడా అధ్యక్షత వహించింది ఎవరు భారతదేశ ప్రధానమంత్రి కానీ in the planning commission chief ministers were not the members ముఖ్యమంత్రులు ప్రణాళికా సంఘంలో సభ్యులు కాదు కానీ ప్రణాళిక సంఘం అన్నది ఏం పనిచేస్తుంది దేశానికి ఒక ప్రణాళిక రూపొందిస్తుంది yes or no it will prepare the plan for the entire country what is India India is nothing but amalgamation or the combination or the mixture of the states yes or no అన్ని రాష్ట్రాల యొక్క కలయికనే భారతదేశం అవునా కాదా ఎస్ అలాంటప్పుడు ఆ రాష్ట్రాలకు అధ్యక్షత వహించే వ్యక్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు chief ministers were not a part of planning commission that was categorically opposed at that moment. How come the chief ministers who are representing the states are not becoming a part of planning commission that is seen eliminated with a new body called Niti Ayog. Within Niti Ayog, Prime Minister is the head undoubtedly, but along with the Prime Minister, all state chief ministers are also a part of Niti ayog anni Aayog. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్లో సభ్యులుగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు ఇటీవల కాలంలో very recently NITI Aayog meeting was held at New Delhi ఎస్ఆర్నో ఆ న్యూ ఢిల్లీలో జరిగినటువంటి సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాచురలీ దానికి గైర్హాజరు అవ్వడం జరిగింది clear because he do not like the BJP politics not Niti Aayog okay నీతి ఆయోగ్ అంటే ఇష్టమే కానీ బీజేపీ ఏదైతే రాజకీయాలు చేస్తూ ఉందో అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నచ్చదట ఓకే సో అర్థమవుతుంది ఇక్కడ అందరికీ first five year plan to twelfth five year plan మనం చూస్తూనే ప్రతి ఫైవ్ ఇయర్ ప్లాన్లో కేటగరైజేషన్ మాట్లాడతాం ఏ ప్రణాళిక దేనికి ఎక్కువ వ్యయం ఇచ్చింది అంటే ఏ ప్రణాళిక ఎక్కువ ఏ ఏ సెక్టార్కి కేటగరైజ్ చేసింది అలొకేషన్ చేసింది ప్రతి ఒక్క ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఒక్కొక్క హయ్యెస్ట్ కాంపనెంట్స్ ఉంటాయి లోయెస్ట్ కాంపనెంట్స్ ఉంటాయి ఆ కాంపనెంట్స్ మాట్లాడుతూనే ప్రతి ప్లానింగ్ కమి ఫైవ్ ఇయర్ ప్లాన్కి ఒక వైస్ చైర్మన్ ఉంటాడు I getting this point very clear chairman వేరు వైస్ చైర్మన్ వేరు vice chairman will be appointed by home vice chairman of planning commission will be appointed by prime minister clear all of you ఆ పేర్లు చాలా ఇంపార్టెంట్ మొత్తం పన్నెండు పేర్లు మనం గుర్తుపెట్టుకుంటాం ఈ పన్నెండు టార్గెటెడ్ గ్రోత్ ఎంత అచీవ్డ్ గ్రోత్ ఎంత ఈ ప్లానింగ్లో ఏం చూడాలి మనము targeted growth rate and achieved growth rate ఇవి కూడా మనం గుర్తుపెట్టుకుంటాం ఈ ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో హయ్యెస్ట్ అలొకేషన్స్ ఏంది అది మనం గుర్తుపెట్టుకుంటాం ఈ ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్కి వైస్ చైర్మన్స్ ఎవరు అవి మనం గుర్తుపెట్టుకుంటాం ప్రతి ఒక్క ఫైవ్ ఇయర్ ప్లాన్లో కొన్ని స్కీమ్స్ అండ్ పాలసీస్ వస్తాయి ఓకేనా కొన్ని పథకాలు అండ్ విధానాలు స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనము మాట్లాడేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము once we go to the topic call planning in India is this clear to all of you ఏమేం చెప్పినా నేను ఫస్ట్ ఏంది నేషనల్ ఇన్కమ్ నెక్స్ట్ ఏంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఏంది poverty and unemployment next planning in Indian economy okay అది అయిన తర్వాత we will be discussing about most important area called three sectors in economy Three sectors in Indian economy three sectors in Indian economy ఏవేవి అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ దీని ఏమంటామా primary sector secondary sector and tertiary sector ఈ త్రీ సెక్టార్స్ని కూడా ఇండివిజువల్గా మనం చూస్తాము at the same time infrastructure and development గురించి మనం మాట్లాడాలి infrastructure and development infrastructure and development అంటే ఇక్కడ మనము ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇన్ఫ్రా డెవలప్ కావాలంటే ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య చెప్పండి what is the most important area sorry area of issue for the development in Hyderabad traffic okay drainage system very good forget about hyderabad recent ga the central government have announced for the construction of first bullet train విన్నారు ఎప్పుడన్నా ఫస్ట్ మొట్టమొదటి బుల్లెట్ రైలు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది Mumbai to Mumbai to Ahmedabad. Economic Economic Mumbai to Ahmedabad where the first bullet train will be constructed in India ఈ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ అయిపోయింది ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది clear all of you PPP basis public private పార్ట్నర్షిప్లో ఏ ప్రైవేట్ ఫర్మ్స్ని మనం ఎంకరేజ్ చేయబోతున్నామో అది కూడా యాక్సెప్టెన్స్ అయిపోయింది కానీ ప్రాక్టికల్గా అది ఇంకా ఆ రైలు పట్టాలు ఎక్కలేదు అంటే న్యూస్ పేపర్స్ ఇట్లే రాస్తాయి కదా రైలు ఇంకా పట్టాలు ఎక్కలేదని చెప్పి రాస్తాయి ఎందుకు ఎక్కలేదు very good very good politics okay for example prime minister Narendra Modi have said another secretariat central secretariat ఏదైతే కొత్తగా సెంట్రల్ విస్టా కడుతురు కదా ఇప్పుడు ఢిల్లీలో ఇంకొక సెంట్రల్ విస్టా సౌత్ ఇండియాలో కడతామని చెప్తారు సౌత్ ఇండియాలో నరేంద్ర మోదీకి నచ్చిన ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ అంటే చాలా ఇష్టం నరేంద్ర మోదీకి ఎస్ఆర్ నగర్లో సెంట్రల్ విస్టా టూ సౌత్ ఇండియాకి సంబంధించి ఇక్కడ కూడా నరేంద్ర మోదీ కూర్చుంటాడు ఇక్కడ కూడా కేంద్ర మంత్రులు కూర్చుంటారు ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు కూర్చోడానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి ఎస్ఆర్ నగర్లో ఆ బిల్డింగ్ సెంట్రల్ విస్టా టూ కట్టాలనంటే ఏమేమి సమస్యలు వస్తాయి చెప్పాలి very good clear infra and డెవలప్మెంట్లో ముఖ్యమైన ఇష్యూ ఏంది land issues land is the major area of concern ఎస్ఆర్ను సెంట్రల్ విస్టా రావాలనంటే ఆల్మాస్ హోటల్ ఎస్ఆర్ ఎస్ఆర్ను సెంట్రల్ విస్టా రావాలంటే మెట్రో రైల్ తీయాలా సెంట్రల్ విస్టా రావాలంటే అచీవర్స్ అకాడమీ తీయాలా ఓకే ఇవన్నీ సాధ్యమా ఎసార్నో మాకు సెంట్రల్ విస్టా వద్దు మాకు గ్రూప్ టూ కావాలా ఎసార్నో సెంట్రల్ విస్టా వద్దు గ్రూప్ టూ ముద్దు అని చెప్పి మీరందరూ పోరాటం చేస్తారా చేయరా yes or no you all will protest against the proposal of the government so what is the infrastructure issue which we're witnessing in India right నా ల్యాండ్ ఈ ల్యాండ్ని మనం ఏం చేయాలా ల్యాండ్ యాక్వజిషన్ చేయాలి ల్యాండ్ ఆక్రమణ చేయాలి భూ సేకరణ చేయాలి నో ఈ భూ సేకరణ చేసేటప్పుడు ఆ భూ అధికారులు ఎవరైతే ఉంటారో భూ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ లోడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేయాలి మనం what should we do land acquisition fair compensation wala kiyalna yadda clear we should definitely provide with the fair compensation to them at the same time rehabilitation and resettlement yalla ivada definitely we should give them rehabilitation and resettlement clear all of you ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం three sectors in Indian economy infrastructure and development అన్నటువంటి ఒక కాంపనెంట్ గురించి మనం మాట్లాడతాం దాంట్లోనే దాంతో భాగంగానే we will be also discussing about developmental parameters in India and issues there on అంటే మన దేశంలో ఎలాంటి డెవలప్మెంటల్ పారామీటర్స్ మనం చూడాలా దానికి సంబంధించి ఎలాంటి సామాజిక సమస్యలు ఉన్నాయి క్లియర్ మన దేశంలో డెవలప్మెంట్ అవ్వాలనంటే ఏం పోవాలా క్యాస్టిజం వెళ్ళిపోవాలా రిలీజనిజం వెళ్ళిపోవాలా ఎస్ఆర్ నో రీజనలిజం అనేది వెళ్ళిపోవాలా regionalism sentiment should go away ఇలాంటి ఇష్యూస్ ప్రాక్టికల్గా సొసైటల్ ఇష్యూస్ మన దేశంలో ఇంకా కొనసాగుతున్నాయా లేదా ఎస్ఆర్ నో మనకు హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలా హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారాలా హైదరాబాద్ షుడ్ బి డెవలప్డ్ కానీ కమ్యూనల్ టెన్షన్స్ని పెంచుతూ రీసెంట్గా తెలంగాణ ఏం పేరు బీజేపీ అధ్యక్షులు నేను ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాను అలానే యోగి ఆదిత్యనాథ్ యూపీకి ముఖ్యమంత్రి అయి అలహాబాద్ పేరును మార్చి ప్రయాగ్రాజ్ అని చెప్పి మార్చుకోవడం జరిగింది ఆ రకంగా సో ఇండియాలో ఏమున్నాయి ఇంకా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి ఎస్ఆర్ను ఇండియాలో ఇంకేమైంది మన గణేష్ నిమజ్జనానికి ఏమైంది ఫస్ట్ టైం హైదరాబాద్లో అంత సామరస్యంగా జరిగేటటువంటి గణేష్ నిమజ్జనానికి మొట్టమొదటిసారి మత కలోహాలు క్లియర్ కమ్యూనల్ టెన్షన్స్ అన్నవి ప్రేరేపించడం జరిగింది క్లియర్ అలాంటి ఇష్యూస్ ఉంటే డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుందా స్లో అవుతుందా అలాంటి కమ్యూనల్ టెన్షన్స్ ఉంటే అమెరికా లాంటి దేశాలు హైదరాబాద్లో వచ్చి పెట్టుబడులు పెడతాయో పెట్టవా will they invest in Hyderabad clear America వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం ఏమి ఇవ్వాలి మనము ఒక రోడ్డు మనం ఫ్రీగా కట్టిస్తామంటే వాళ్ళు వస్తారు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తామంటే వాళ్ళు వస్తారు ల్యాండ్ ఫ్రీగా ఇస్తామంటే వాళ్ళు వస్తారు లేబర్ని చీప్ లేబర్ని మేము ప్రొవైడ్ చేస్తామంటే వస్తారు ఎసాడు మీరు రండి మేము ఒక గుడి కట్టిస్తామంటే వస్తారా ఒక చర్చ్ కట్టిస్తామంటే వస్తారా definitely they will not be coming so ఇటువంటి కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయనంటే development will be going or taking a back step అలాంటి సమస్యలు ఉన్నాయి రీజనల్ సెంటిమెంట్స్ అనేవి ఇంకా ఇండియాలో ఉన్నాయి నో సౌత్ ఇండియా అని నార్త్ ఇండియా అని పెట్టుబడులన్నీ కూడా గుజరాత్కి వెళ్ళిపోవాలి కానీ ప్రోగ్రెస్ అన్నది బెంగళూరులో హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది క్లియర్ ఆఫ్ అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రాక్టికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇలాంటి నగరాలలో రీసెంట్గా ఏదైతే వర్షాలు వచ్చినాయో దానివల్ల కూడా ఈ సాఫ్ట్వేర్ దిగ్గజాలన్నీ కూడా they are taking a back step Bengaluru is no more a safe city clear ఒక్కొక్క రోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం because the employees are unable to come to offices ఆఫీసర్స్కి వస్తలేరు at the same time network లేదు వర్క్ ఫ్రమ్ ఏమంటుందని ఇంట్లో పనిచేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ అది uh, చేయడానికి they are they are having the network issues clear all of you so ఇలాంటి ప్రాక్టికల్ డెవలప్మెంటల్ ఇష్యూస్ మన దగ్గర ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలి దీంతోపాటు we are also having some other parameters in India call environmental concerns in development ఎస్ఆర్ను ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఇన్ డెవలప్మెంట్ మనకు ఫ్యాక్టరీలు కావాలా మనకు ఉద్యోగాలు కావాలా మనకు ఆదాయం కావాలా మనకు సేవింగ్స్ ఉండాలా ఆ సేవింగ్స్తో ఇంకా కొన్ని కొన్ని భవనాలు కట్టుకోవాలా ఇవన్నీ మన నినాదాలు ఇవన్నీ కూడా మన కోరికలు ఎస్ఆర్నో మీ కోరిక ఏంది మీ కోరిక గ్రూప్ టూ బయట ఉన్న ప్రజల కోరికలు ఏంది ఒక ఫ్యాక్టరీ రావాలి ఆ కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీలో నుండి ఉద్యోగాలు రావాలి ఎస్ఆర్నో ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు జీతాలు ఇవ్వాలి ఫస్ట్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జీతాలు పెంచాలంటారు సార్ను ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు పిల్లలు పిల్లలు పుడితే ఆ పిల్లలకు కూడా బేబీ కేరింగ్ అనేది కంపెనీనే చేయాలని చెప్పి చెప్తుంది ఎస్ఆర్ను ఆ పిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు ఆ పిల్లలకు సంబంధించి ఒక స్కూల్ని కూడా ఆ కంపెనీయే పెట్టాలని చెప్పి చెప్తారు ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఒక కాలేజ్ కూడా కంపెనీ పెట్టాలని చెప్పి చెప్తారు క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఆ తర్వాత ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కంపెనీ సహాయం అందించాలని చెప్పి చెప్తారు ఎస్ఆర్ను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ అన్ని బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఆ కంపెనీ ఏదైనా కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు definitely it will emit something ఎసార్ను ఆ ఎమిటింగ్ ఏదైతే పార్టికల్స్ ఉంటాయో that may create a pollution అదే కంపెనీలో పనిచేసిన ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత ఈ కంపెనీని ఇక్కడ నుండి తొలగించాలని చెప్పి పోరాటం చేస్తాడు ఎందుకు అనంటే ఆమ్ ద ఓల్డ్ మ్యాన్ నాకు దీనివల్ల హెల్త్ హజార్స్ అనే వస్తూ ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అనే వస్తూ ఉన్నాయి ఈ కంపెనీని వెంటనే ఇక్కడ నుండి తరలించాలని చెప్పి చెప్తారు క్లియర్ ఆల్ ఆఫ్ యూ అప్పుడు మనం ఏం చేయాలా ఆ కంపెనీకి సేఫ్ గార్డ్స్ ఇస్తాం కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాం ఈ కంపెనీ ఇక్కడ పెట్టాలనంటే definitely you should fill certain environmental impact assessment ఏమంటామా దాన్ని ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ దాంతోపాటు మనం అక్కడ వస్తున్నటువంటి ఇంకొక పదం ఏంటంటే స్థిరమైన అభివృద్ధి అభివృద్ధి జరగాల clear development should definitely take place no doubt but the development which is happening today that particular development should not impact the generations of future అర్థమవుతుందా ఈరోజు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఒక వంద సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత అవి భవిష్యత్ తరాలకు ఎక్కడ కూడా సమస్యగా మారవద్దు it should never create an issue to the future generations all together that is the concept call sustainable development ఏమన్నమా దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ Clear all of you ఏం చెప్పినా నేను ఫస్ట్ టాపిక్ ఏం చెప్పినా చెప్పాలా నేషనల్ ఇన్కమ్ సెకండ్ ఏం చెప్పిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ థర్డ్ ఏం చెప్పిన పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ ఏంది ప్లానింగ్ ఇన్ ఎకనామీ ఇక్కడ ఏం చెప్పిన త్రీ సెక్టార్స్ తర్వాత development and issues later on next డెవలప్మెంట్లో socio economic issues next environmental issues in the development okay ఒక పాయింట్ ఇక్కడ చాలా జాగ్రత్త వినాలందరూ ఇక్కడ నేను చెప్పిన national income growth and development poverty and employment planning ఈ నాలుగు టాపిక్స్ కలిపి it will carry in your examination fifty marks యాభై మార్కులు నాలుగు చాప్టర్ల నుండే వస్తాయి ఇక్కడ నేను చెప్పినా కదా development parameters infra issues socio economic issues sustainable development environmental issues ఇవన్నీ కూడా కలుపుకొని మీకు ఎగ్జామ్లో ఒక యాభై మార్కులు వస్తాయి వీటితో పాటు తెలంగాణ ఎకనామీ మీరు చదువుకుంటే ఇంకొక యాభై మార్కులు వస్తాయి in totality it becomes one fifty marks clear all of you కానీ ఇవి మాత్రమే చదివితే సరిపోదు పాయింట్ అర్థం కావాలా మీ సిలబస్లో ఇవే ఉన్నాయి ఓన్లీ ఇవే కాంపనెంట్స్ కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక పది ఇరవై రోజులు సమయం పడుతుంది అయిపోతుంది కానీ that is not fulfilling our agenda or fulfilling our purpose ఇవన్నీ టాపిక్స్ మీకు అర్థం కావాలని అంటే డెఫినెట్లీ ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సిలబస్లో మెన్షన్ చేసలేరు కానీ ఇండైరెక్ట్లీ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాయి ఇవన్నీ రాసుకుర్రా క్లియర్ మెయిన్గా అసలు మనం ఏం చేయాలో అర్థమైంది అందరికీ ఓకే మీ సిలబస్లో ఇండైరెక్ట్గా మెన్షన్ చేసి ఎగ్జామ్లో అడిగేటటువంటి ఏరియాస్ కొన్ని ఉంటాయి like inflation core of economics economics మొత్తం మీకు అర్థం కావాలంటే ఇన్ఫ్లేషన్ అర్థం కావాలి ఎస్ నో ఇన్ఫ్లేషన్ అర్థం అవ్వట్లేదంటే మీకేం అర్థం కాదు క్లియర్ అందుకోసమే you should deal or discuss that particular topic సిలబస్లో లేదు మళ్ళీ చెప్తున్నా మీ కోర్ సిలబస్లో it is not a part but మీ కోర్ సిలబస్ మీకు అర్థం కావాలంటే ఈ టాపిక్ కూడా అర్థం కావాలి ఓకే విత్ దాట్ మీ సిలబస్లో బ్యాంకింగ్ అన్నది లేదు banking is not a part of your syllabus కానీ ఒకటి రెండు బిట్లు బ్యాంకింగ్ నుండి కూడా అడుగుతారు క్లియర్ ఆల్ ఆఫ్ యూ నిన్న నిన్న మీకేం చెప్పినా నేను నూట యాభై మార్కులకు you should have that extra confidence yes no నాకు నూట యాభై మార్కులు అయితే భయం లేదు అని మీరు అనుకోవాలా ఓకే తెలంగాణ మూమెంట్ వచ్చినాక ఇంకొక నూట యాభై మార్కులు భయం లేదని మీరు అనుకోవాలి అంటే ఇట్లా సేఫ్ జోన్లో మిమ్మల్ని మీరు సేఫ్ సైడ్గా సేఫ్ జోన్లో పెట్టుకోవాలి ఒక మూడు వందల మార్కులకు మీకు అసలు డోకా లేదు నన్ను ఎవడో ఆపలేడు అని చెప్పి మీరు అనుకుంటే ఆ మూడు వందల మార్కులకు రెండు వందల యాభై మార్కులు వస్తాయి ఎస్ ఆర్ నో అంటే confidence how higher the confidence should be అదే మీ టార్గెటే ఈ నూట యాభైలో నాకు ఒక యాభై అరవై వస్తే చాలు అని అనుకుంటే definitely you are making yourself out of the competition అర్థమవుతుంది అందరికీ each and every bit marriage each and every bit matters ప్రతి ఒక్క బిట్ మీ ఎగ్జామ్లో కౌంట్ అవుతుంది each and every number is deciding ఒక్కొక్క మార్క్ ద్వారా ఒక్కొక్క నెంబర్ ద్వారా మీ సెలెక్షన్ మీ రిజెక్షన్ ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క నెంబర్ ద్వారా మీ డ్రీమ్ జాబ్ రాకుండా వేరే జాబ్ కూడా వస్తుంది అర్థమవుతుంది అందరికీ ఇట్లే మీ డ్రీమ్ జాబ్ ఒకటి ఉంటుంది ఇంకొక జాబ్ వస్తుంది ఎందుకు ఒక టూ మార్క్స్ నాకు ఎక్కువ వచ్చిందంటే I will have done done that అని అనుకుంటారా అనుకోరా ఎస్ ఆర్ నో మీరు ఈరోజు మీ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి ఆలోచిస్తే ఏమనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ పేరేం పేరు సాయి కుమార్ టెన్త్లో ఎంత ఎన్ని మార్క్స్ వచ్చినాయి Sai Kumar nine point three మీకు seventy nine percentage nine point seven okay మీకెన్ని వచ్చినాయి ఎయిట్ పాయింట్ ఫైవ్ సో ఈరోజు ఈ seven percentage eight percentage six percentage వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు టెన్త్ గురించి ఆలోచిస్తే ఏమనుకుంటారు ఆ రోజు కొంచెం చదివింది ఉంటే ఒక ఎయిటో నైనో వచ్చి ఉండేది అని అనుకుంటారా అనుకోరా ఎస్ఆర్లో ఒకప్పుడు టెన్త్ పాస్ అన్నది చాలా కష్టమ కష్టమైన విషయం వీళ్ళు ఈ మధ్య పాస్ అయినట్టున్నారు nine point seven nine point eight వచ్చినాయి ఓకేనా సో ఒకప్పుడు passing the tenth is a very very difficult task clear ఒకప్పుడు టెన్త్ పాస్ కావడం కష్టం ఇప్పుడు టెన్త్ ఫెయిల్ కావడం కష్టం క్లియర్ ఈ కరోనా బ్యాచ్ వీళ్ళందరూ అయితే ఉట్టేనే పాస్ అయిపోయారు కదా ఓకే సో ఆ రకంగా మీరు టెన్త్ గురించి ఎలా ఆలోచించేటప్పుడు కొంచెం బాగా చదివి ఉంటే I would have gained better ఇంటర్లో కొంచెం బాగా చదివి ఉంటే I would have got different seat graduation ఇంకొంచెం బాగా చదివి ఉంటే I would have got different edge ఇట్లా అనుకుంటారా అనుకోరా కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత అట్లా అనుకోవద్దు ఇంకొక మూడు మార్కులు వచ్చింటే డిప్యూటీ తహసీల్దార్ వచ్చేది ఇంకొక నాలుగైదు మార్కులు వచ్చిండుంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేది క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఆ రకంగా మీరు అనుకోవద్దు అని అంటే ఈరోజు కష్టపడాలి క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఆ రోజు మీరు బాధపడద్దంటే ఈ రోజు నుండి you should start working hard అందుకే చెప్తున్నా each and every bit matters banking very important మా ఇక్కడే మనకు ట్యాక్సేషన్ అనేది very important taxation system in India clear all of you GST GST లేకుండా బిట్ ఉండదు కదా ఐ మీన్ పేపర్ ఉండదు కదా so GST taxation clear all of you taxes direct taxes indirect taxes clear and all the indirect taxes recently are merged together into the idea of goods and services tax We home. <clears throat> another important area to be discussed is budget and economic survey 2022 clear 2022 ఒకవేళ మీ ఎగ్జామ్ ఫిబ్రవరి తర్వాత జరిగితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా నేనే ఇస్తాను అర్థమవుతుందా ఎందుకంటే ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం సెప్టెంబర్ బడ్జెట్ ఏ నెలలో ప్రవేశపెడతారు when will budget be introduced in the month of February that is the first working day of February clear all of you ఒకవేళ మీ ఎగ్జామ్ జనవరిలో జరిగితే ఇరవై రెండు బడ్జెటే సరిపోతుంది ఒకవేళ మీ ఎగ్జామ్ మార్చ్లో పెట్టారనుకోండి క్లియర్ బడ్జెట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా కేంద్ర బడ్జెట్ వచ్చి ఉంటుంది కాబట్టి two thousand twenty three budget also we will present here clear all of you